ఆ సినిమా చూసేదానికన్నా నీ రియాక్షన్స్ వింటేనే అవడం జడుసుకు చేస్తాడు అయినా అంత భయపడేవాడివి అర్ధరాత్రి సినిమాలు అవసరమా మీకు దెయ్యాలంత భయం లేదాడు సారు లేదురా పొద్దున్నే పీడించే ఆ ఒకే ఒక్క పిశాచికి తప్ప ఇంకెవ్వరికి భయపడను పిచాచా అవును పెసరట్ పిశాచి మన హోటల్కి వచ్చినప్పుడు ఇప్పుడు చూడలేదా అప్పదిగోరా నాను మాట్లాడుతున్నదే నిజం దెయ్యాల గురించి నిజం దెయ్యాలంట్రా అసలు దెయ్యాలంటేనే భ్రమ మళ్ళీ అందులో నిజమూ నకిలీ కూడా ఉంటాయా ఉంటాయి సారు ఏటలగానెత్తరు అంతెందుకు మా ఊర్లో ఎన్నున్నాయో ఓ పాలెప్పుడు మా చిన్నప్పుడు మా ఊరు మున్సిపు సైకిల్ మీద వెళ్ళిపోతుంటే ఒంటితాటి చెట్టుకాడ ఒక ఆవిడ నిలబడి బో అబ్బోబ్బో సైకిల్ మీద కొంచెం డే పెట్టవా అని అడిగిందట ఇంత రేతుల్లో ఏం పోతావులే మా ఇంట్లో ఉండి వెళ్ళిపోవచ్చని అలా ఆవిడ చెప్పి ఇంట్లోనే తొంగబెట్టినాడు పొద్దున్న లేచేసరికి ఆవిడ లేదు మునసీపు చచ్చిపోనాడు ఆవిడ దెయ్యమంట మూడు రోజులు పోనాక మునసీపు గారి పిల్లం కూడా చచ్చిపోనాది వాళ్ళ వంశంలో ఓళ్ళు మిగనలేదు ఓలు లేని ఇంట్లో అప్పుడప్పుడు రేతుళ్ళు దీపాలు వెలుగుతుంటాయి నువ్వెన్ని చెప్పురా నేను నమ్మను నాను నమ్మనాను కాదు సారు ఆ ఇంట్లో దీపాలు వెలగడం నా కళ్ళతో చూసిదాకా ఇక చాలేరా ఈ దెయ్యం కదలా పెళ్ళి పడుకో అది అన్ని గిలగానేస్తారు తమదా గొత్తుగా తెలీదు అమృత విలాస్ అద్దెకివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ వాళ్ళు వెంటనే ఖాళీ చేయరేమో మా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్కి ఇది పెర్ఫెక్ట్ లొకేషన్ నెలకు లక్ష రూపాయలు రెంట్ కట్టడానికి మాకు అమెరికా నుండి ఆథరైజేషన్ వచ్చింది ఆలోచించుకోండి లక్ష రూపాయల అయితే ఆలోచించడానికేముంది వారం రోజుల్లో ఖాళీ చేయించేస్తాను అరే సుందరం సార్ సార్కో పెసరిటేసి ఇక్కడికే తీసుకురా ఇక్కడే తింటారు పర్వాలేదు ఇక్కడైనా పేపర్ చదువుతున్నావా ఈ మధ్య రెంట్లు బాగా పెరిగిపోతున్నాయి అవునప్పజీ గారు అసలే హైదరాబాద్ లో రెంట్లు ఎక్కువ అనుకుంటే ఈ పేపర్లు చూసి రెంట్లు పెంచుతున్న ఓనర్లు మరీ ఎక్కువైపోతున్నారు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పెరిగే ధరలతో పాటు రెంట్ కూడా పెంచాలి కదా నా సంగతే చూడు రెంట్ పెంచకపోతే నా ఇల్లు గడవని పరిస్థితి మీరు రెంట్ పెంచితే నాకు ఇల్లు గడవని పరిస్థితి వస్తుంది నువ్వేమన్నా నేను రెంట్ పెంచక తప్పదు అమృతం పోయిన నెలే కదండి రెంట్ పెంచారు దానిమీద ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను ఇవ్వవా అయితే ఇల్లు ఖాళీ చేయాల్సొస్తుంది తెలుసు ఖాళీ చేస్తా రెండు వేల పదిలో మన అగ్రిమెంట్ ఇంకా మూడు సంవత్సరాలుంది ఏంట్రా దిష్టిబొమ్మ వేషం దిష్టా ఓ సియ్యా దెయ్యాలు పడుకుంటుంటాయని కట్టించినాను దెయ్యాలు పట్టకుండా కట్టినట్టు లేదు దెయ్యం బట్టి కట్టినట్టుంది నే సారు రేత్రి దెయ్యాల గురించి చెప్తా ఉంటుంటే అమృతం సారు గసరినారు గసరినారు కదా అని బయటికి వెళ్ళి పడుకుంటే దెయ్యాలొచ్చి వాళ్తున్నట్టు అనిపించినది ఎందుకన్నా మంచిదని ఈ కట్టినాను కట్టుకథలు చెప్పకు నేనెందుకు భయపడతాను అసలు దెయ్యాలంటే నమ్మకమే లేదు నాకు నమ్మాలమృతం ఎంతమంది దెయ్యాలను చూడలేదు అందాక ఎందుకు ఇక్కడే ఓ దెయ్యం ఉండుండొచ్చు చెప్పాను సారు దెయ్యం వాళ్తున్నట్టు అనిపించినదని మీకు ఎలాంటి తోట తెచ్చిమంత రేటు తెచ్చిపెట్టరా వాటితో పాటు ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలన్నీ తీసుకొచ్చి కట్టాయి ఏంట్రా మళ్ళీ దిష్టి తీయడానికి వచ్చావా వామ్మో ఆ గదిలో ఒక్కడనే తొంగుంతే మా సెడ్డ భయమే చేస్తుంది సారు అయితే నన్ను అక్కడికి వచ్చి పడుకోమంటావా నే సారు నేనే మీ పక్కన తొంగుంతే కొసింత ధైర్యంగా ఉంటుందని ఇక్కడికొచ్చి పడుకో రా పడుకో ఓ శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం సారా ఓ పాలి మా ఊళ్ళో ఎప్పుడో రై ఇంకొక్కసారి దెయ్యం కథలు చెప్పావంటే నీ ప్రాణాలు తోడతాను పడక కట్టేంట్రా బాబు ఈ సమ్మర్లో అబ్బా సారు కరెంట్ పోనాది నిజంగానా నాకు అస్సలు కనబడటం లేదు వెళ్ళి క్యాండిల్ వెలిగించి తీసుకురా ఆ అమ్మ నానా ఎక్కడి నుండి కిచెన్ నుండి వాళ్ళ అమ్మ నాకు భయం ఇక్కడ నుంచి కదలను అవునా సరే నువ్వు నేను వెళ్ళి తీసుకొస్తా అమ్మో నాను వస్తాను నాకు భయం పద సినిమాలో చూసినాను ఇప్పుడు ఎలాగుంటుందని అరిసినాను భయపడ్డారు సారు పోరా అంత భ్రమరా బెమిద్దరికి ఒకే పాలవుతుందా సారు ఇది బెమనంత రేటి లేదురా నాకు కనిపిస్తుంది ఎవరై ఉంటారు ఎవరేటి దయ్యమే చెన్నోర్మి నోర్మి ఎవరు దెయ్యం ఎవరు దయ్యమే నోర్మి రావా దైవే నేను రా వదలరా ఒరే సుందరం ఓ పెసరట్టు తేరా ఎరా షర్ట్ లెంగ్త్ సరిపోక అవన్నీ కట్టావా లేదు సారు ధైర్యం సరిపోక దెయ్యం దూరంగా ఉంటుందని ఓహో దెయ్యం అంటే గుర్తొచ్చింది అమృతం వస్తున్నానండి చెప్పండి నిన్న దెయ్యాల గురించి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నాకు విషయం గుర్తొచ్చింది అమృతం కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో కూడా ఒక దెయ్యం ఉండేదని విన్నాను అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళుతుందో ఎవరికీ తెలియదా మీరు భయపడుతున్నట్టున్నారు అయితే చెప్పంలే పర్వాలేదు చెప్పండి సార్ నాకు భయం ఏంటి ఇంక వీడి సంగతి అంటారా ఏముంది ఇంకో అర డజన్ తాయితులు డజన్ నిమ్మకాయలు కట్టుకుంటాడు ఈ బిల్డింగ్ కట్టుకున్న ఓనరు తనకు పెళ్ళైన కొత్తలో తాను అడిగినంత కట్నం ఇవ్వలేదని తన అసిస్టెంట్తో ప్లాన్ చేసి వాళ్ళ ఆవిడ మీద కిరసనాయలు పోసి తగలెట్టేశాడు అప్పుడు ఆవిడ దెయ్యంగా మారి వాళ్ళిద్దరిని చంపేసింది ఆ తరువాత ఆవిడ అప్పుడప్పుడు కనిపిస్తుందని విన్నాను ఆ భయంతోనే ఆ తరువాతి ఓనరు మీకింత తక్కువ రెంట్కిచ్చి నాకింత చీప్గా అమ్మేసి అమెరికా వెళ్ళిపోయాడు ఆ దెయ్యం మీకు ఎప్పుడైనా కనిపించింది ఏమిటి అమృత ఆ తెలుసులేరా మీ ఊర్లో కూడా సరిగ్గా ఏదో జరుగుంటుంది నీ కథలన్నీ ఇలాంటివే కదా కనిపించి ఉండదులే కనపడ్డానికి ముందు రోజు తానెక్కడైతే చనిపోయిందో అక్కడో వెలుగు కనిపిస్తుందట ఇహ రెండో రోజు బాగా ఆకలి మీద కనిపిస్తుందట ఇహ మూడో రోజు చెప్పడానికి చూసిన వాళ్ళెవరూ మిగల్లేదు అమృతం సారు డిన్నర్ రెడీ చేసినాను లోనైట్ చేస్తున్నాడు పడుకున్నాడా ఏంట్రా నువ్వు తిన్న తర్వాత నన్ను ప్లేట్లు ఎత్తమంటానికి పిలిచావా లేదు ఆ ఆకలి దయ్యమే తినేసినది వాళ్ళమ్మో నాన్న ఇక్కడ ఉంటే నన్ను తినేసినేమో చిన్నోర్మై తిండి నీకు నింద దెయ్యానికా కొంచెం కూడా మిగిల్చకుండా మొత్తం తినేసావురా ఆకలితో నేను పడుకోవాలా ఇడియట్ లైట్ కరెంట్ పోయినట్టుందిరా సౌండ్ వచ్చిందేంటి గాలి గిన్నెలు పడిపోయినట్టున్నారా టెర్రస్ కిచెన్లో నువ్వు వెళ్ళి సర్దు నేను కిందకెళ్ళి లైట్ ఎందుకు పోయిందో చూసొస్తాను అమ్మో నానొక్కన్నా ఎల్లం సారు పోనీ కిందకెళ్ళి లైట్స్ ఎందుకు ఆరిపోయి చూసరా నేను వెళ్ళి సర్దుతాను నానొక్కన్నా కిందకి వద్దు సారు ఇద్దరం కలిసి వెళ్దాం ఈ లెక్కన రేపు పొద్దున బాత్రూమ్ కూడా నన్ను తోడు రమ్మనేటట్టున్నావు ఇదిగో నేను కిందకెళ్ళి మెయిన్ సంగతి చూస్తాను నువ్వు ప్లేట్లు అవి సర్దు నేను క్యాండిల్ వెలిగించుకొని వస్తాను నేను వచ్చేసరికి నువ్వు వెళ్ళలేదనుకో అదే క్యాండిల్తో నేను తగలబెట్టేస్తాను మీ ఇద్దరు తోడుదేయల్లా ఈ హోటల్లో తిరుగుతురు కానీ వెళ్ళ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభోదితత్వం ప్రభాయని గాత్రం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అమ్మయ్యా గాలికే పడుపునే ఓ చిన్నారెడ్డి సారు మీకంటే ముందల దెయ్యం ఎక్కడొస్తుందని భయపడి చచ్చినాను సుందరం ఇంక నన్ను వెళ్ళిపోతాను సారు మళ్ళా దెయ్యం చూసినానంతే చెప్పడానికి నానుండను ఉండ్రా నువ్వు కూడా వెళ్ళిపోతేలా ఏంట్రా ఊరు వెళ్తున్నావా ఇంక దెయ్యం బాధ భరిచినాకే వెళ్ళిపోతున్నాను సారు నిజమేనండి ఈ రెండు రోజులుగా మేము ఎన్ని బాధలు పడుతున్నామో మీకేం తెలుసు దెయ్యం అంటే నమ్మను నేను ఇప్పుడు నమ్మడమే కాదు భయపడుతున్నాను కూడా మీరే ఏదైనా చేయాలి నాకే సంబంధం అయ్యా సంబంధం ఓనరే కదండి ఇల్లు రిపేర్ చేయించాలి రిపేరా అదేమైనా బోర్వెల్ ప్రాబ్లమా బాత్రూమ్ ప్రాబ్లమా భూతం ప్రాబ్లం ఏమో సార్ నాకేం తెలీదు ఇది మీ ఇల్లు మీ భూతం సరే రిపేర్ చేస్తా మీ బుర్రలు గుడ్ బాగా చేస్తున్నావు నిన్ను చూసి వాళ్ళు భయపడి చూస్తున్నారు నీలో ఓ మంచి దెయ్యం ఉంది దెయ్యం కాదు నటి రామ్ గోపాల్ వర్మ చూడలేదు లేదంటే ప్రతి అవకాశం నాదే యునో సరేలే ఓ వారం రోజులు ఇలాగే కంటిన్యూ చేయి దెబ్బకే వాళ్ళు బేచాణా అయితేస్తారు వారమేం కర్మ నెల రోజులు కంటిన్యూ చేస్తాను ఫుల్ పేమెంట్ ఇస్తే ఫుల్ పేమెంటా నో డైలీ పేమెంట్ ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చేస్తాను నేను కూడా నో అసలే మీరు అప్పాజీ గారు నమ్మడానికి లేదు మొత్తం ఇస్తే కంటిన్యూ లేదంటే డిస్కంటిన్యూ ఆగాగాగు ఇదిగో వన్ వీక్ పేమెంట్ నాకు చుట్టూ గిర్లా గీసుకొని ఉండండి అది దాటి రాదు రేపు కలుద్దాం బతికుంటే కరెక్ట్గా సరిపోయినా సార్ చారు గీత చెరిగిపోనాది చెరిగిపోయింది గీత కదరా మన జీవన రేఖ ముగ్గులేసిన ప్రతి చోట ఫ్యాన్లేసేసావా లేదు సారు ఫ్యాన్ ఆన్ చేసినాకే ముగ్గేసిన అనుకుంటా ఎండాకాలం కదా నువ్వు చేసిన తిక్క పని వల్ల ఈ రాత్రంతా మనం కలిసి ఉండాలి ఇదేడు సారు రే పొరపాటున మనం విడిపోయినా పలహారం అయిపోతాం దెయ్యానికి సారు ఈ రాత్రికి మాత్రం లైట్లు ఆపివద్దు పిచ్చివాడా ఆన్ చేసేదెవరు ఆఫ్ చేసేదెవరు మన చేతుల్లో ఏమీ లేదు అంతా దెయ్యం లీలా కంగారు పడుకో మనిద్దరం కలిసే ఉన్నాంగా పద సుందరం సుందరం సుందరం ఏంటి సారు దయ్యం వచ్చేసినదా కాదురా వస్తుంది వస్తుందా ఇది అది వస్తుంది దెయ్యమా మజక ఏడ్చావు రా రే నువ్వు అటు చూడు అలాగే సార్ ఎవరు లేరు కదా అట్రా పదా ఇదేమన్నా కుర్చీ ఏంట్రా జరపడానికి ఆ కట్లుపుకొని నువ్వేట్రా మనల్ని చూస్తుంది ఏంటయ్యా రిపేర్ కంప్లీట్ అవ్వకుండా వెళ్ళిపోతున్నారు మీరు రిపేర్ చేయించినా మేము ఇక్కడ ఉండడానికి ప్రిపేర్డ్ గా లేవు మీరు ఇంటికి రెంట్ పెంచకపోయినా మీ దెయ్యం మా బాడీస్ రెంట్కి తీసుకునేలా ఉంది ఆ దెయ్యం వెళ్ళిపోయాక చెప్పండి మళ్ళీ వచ్చి మొత్తం సామాన్ అంతా తీసుకుపోతాం రారా వస్తాం దెయ్యం వెళ్ళిపోయాక మీరు జాగ్రత్త పోనివయ్య హలో నేను అప్పాజీని ఆ, అప్పాజీ గారు చెప్పండి సార్ ఇల్లు ఖాళీ చేయించేశాను మీరు ఎప్పుడొస్తే అప్పుడు రెడీ ఖాళీ ఎక్కడైందండి ఇంట్లో దెయ్యం ఉందట కదా ఆ చావు కంపులోకి మేము అండి